హ్యా ఫ్రెండ్స్ పక్కనే కనిపిస్తున్న విధంగా మీరు కూడా వీడియో ఎడిట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళకి మాత్రం ఫుల్గా ఈ వీడియో అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఈ ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా మన వస్తున్నారైతే వ్యూవర్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ అలాగే బెల్ యాక్టివేషన్ని ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే లైక్ అండ్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే ఇక్కడ కనిపిస్తున్న ఏవిఈఈ e e ప్లేయర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ స్క్రీన్ అయితే రొటేట్ <clears throat> చేసుకున్న తర్వాత ఇలా పైన ఫోన్స్లోకి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్లోకి వెళ్ళి దాని మీద ట్యాప్ చేసి పికప్ ఇమేజ్ అని ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా వేసి ఇలా ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనము చేసిన ఇమేజ్ అనేది ఇలా చేసిన తర్వాత డౌన్లోడ్ అనేది పక్క కనిపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ పెన్సిల్ మార్క్ పక్కలా కనిపిస్తుంది డౌన్లోడ్ అనేది అది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా ఇంకో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కూడా మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఈ ఏవిఈ ప్లేయర్ యాప్ ద్వారా ఇలాంటి టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మనం క్రోమ్లో ఏవీవీ ప్లేయర్ టెంప్లెట్ అని డౌన్లోడ్ సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్ అయితే లింక్స్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే వీడియో అనేది మనకు ఎడిట్ అవుతుందో మంచి మంచి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అద్భుతమైన వీడియో అనేది మనకు క్రియేట్ అయిపోతుంది इलागे इंको फोन मैं सैल्ट फ्रेंड्स इंस्टा लवर् बहुत फ्रेंड्स वीडियो लिंक अच्छा ఇలా ఇమేజ్ మీద ట్యాప్ చేసి పక్కన ఇమేజ్ బాక్స్ స్ట్రక్చర్స్ మీద పిక్ ఇమేజ్ అనేది అతిశైల్ ఫైల్ ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ एकदम వచ్చేసింది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది దగ్ మనం అనే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి మంచి ఇమేజ్ అనేది మనకు అంటే వీడియో ఫ్రేమ్ కి దగ్గా ఇమేజ్ నే అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మంచి ఇమేజ్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫుల్గా రాలే వేరే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫైల్స్లోకి వెళ్ళి మంచి మంచి ఇమేజ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయితే వచ్చిందో ఇంకో ఇంకా వేరే టెంప్లెట్లో ఎడిట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర అన్ని టెంప్లెట్స్ అయితే డౌన్లోడ్ అయి ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో ఎడిట్ అయితే మనం మీరు కూడా నేర్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధమైన వీడియోస్ అనేది ఎడిట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా వ్యూవర్స్ వచ్చారో వాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్